Three, two, one. Here we go. దాన్ని చూడాలంటే ఇంకా గాలి రావాలి బాబాయ్ రాజా రాజా ఐటమ్ రాజా రోజా రోజా క్రేజీ రోజా పటాసు పిల్ల పటాసు పిల్ల పటాసు పిల్ల తాకగా పటాసు పిల్ల పటాసు పిల్ల దిల్లంతా దిల్లానా స్టాప్ బీట్ బాగుంది కానీ బాస్కి మాస్ అయితే బాగుంటుంది కదా ఎవర్రా అమ్మాయి ఎలా కనిపెట్టావు ఆ మంచులో పిచ్చోళ్ళు అలా చూస్తానో తెలియదా ఏంటి అంతే ఎవర్రా అమ్మాయి అది అది అమ్మాయి కాదు మామ అమ్మాయి కాదు పొరపాటు భూలోకి వచ్చి ఎలా తిరిగేలా తెలియకుండా పోయిన దేవత మామ వెళ్ళిపోయా ఓ ప్రేమ వానలో నమునికి పైకి పైకి తేలిపోయా డోబ్రా what hell is going on here why do think of this is it railway compartment or fish market common sense ఉన్న కదా ఇదారా తాడు పెరిగినట్టు పెరిగావు బుద్ధి దానికి ఒరే నీ హైట్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్కి దీనికి సంబంధం ఉంటాయి అమ్మా నువ్వు కొట్టావా ఏ డౌటా కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రేయ్ ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు సరదాగా పాటలు పాడుకుందా ఆ, ఒరే నీకు పాటలు వచ్చా పాత పాటలు వచ్చండి ఎదవ తెలియదారులు చూపించుకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అని అడగలేదు పాడు తడిక తడిక తడిక తడిక తడిక నువ్వు తెలిసినావే దిల్కి చిలక నేను వస్తాను బాబు బుజ్జే ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది ఇట్స్ లాఫింగ్ టైం